Hi Vaishu hi sir hi Geethika hello sir ఎలా ఉన్నారు చెప్పకండి నేను చెప్తా <laughs> సూపర్ ఉన్నారు ఏంటి వైషు సార్ ఈ సినిమాలో ఇద్దరు లవర్స్ అనుకుంటా అవును సార్ ఒకసారి ప్రపోజ్ చేయొచ్చు కదా చూస్తాం ఎలాగా షూటింగ్లోకి రాలేదు ఏ ఈ e అమ్మాయి ఏ ఈ e అంటావు I love you Buchi sir మీరంటే బాగా ఇష్టం సార్ అవునా ఓకే అంటే మొదటి సినిమా ఇచ్చాం కాబట్టి ఏదో ప్రేమతో చెప్పండొచ్చు కేదిక నువ్వు చేయి ఒకసారి ప్రపోజ్ చేయొచ్చు కదా వైశుకి లవ్ యూ బుచ్చి సార్ ఓ నాకు అర్థమైంది ఫ్యాబ్యులస్ మూవీ ఓపెన్ అదే థ్యాంక్ యూ సో మచ్ ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా దానికోసమే నాకు అర్థమైంది ఏంటంటే మీరిద్దరు లవర్సే బట్ ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోరని hmm. మీరిద్దరు మాట్లాడుకోవాలంటే నాలాంటి థర్డ్ పర్సన్ ఒకరు కావాలని ఎందుకు అలా ఇగోసా అలా చూసుకోకండి మీరిద్దరి మధ్య లవ్ ఉంది కానీ మాట్లాడుకోరు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఈగో ఉందండి నా లవ్లో ఈగో కనపడుతుందా సార్ సార్ మరి నా లవ్లో కనపడుతుందా మీ ఇద్దరు లవ్లో టన్నులు టన్నులు ఈగో కనిపిస్తుంది ఈగోలెస్ లవ్ సార్ నాది ఖుషి మూవీలో భూమికాయ గారిలాగా కళ్యాణ్ గారిలాగా అది ఎంత పెద్ద హిట్ అయింది ఈగోస్ అంటే అంటే ఈగోస్తో ఉన్న ప్రేమే అందంగా ఉంటుంది రంగరంగ వైభవంగా మొదలు పెడదాం ఎస్ సార్ <laughs> ఓకే వైషు <laughs> ఏంటి టేజర్ చూశాను టేజర్లో ఏ వంకర పనులు ఏ చేసామని అలీ గారు చెప్తున్నారు ఏంటి ఆ వంకర పనులు చాలా వంకర పనులు చేశాను సార్ కానీ అమ్మాయితో మాట్లాడకుండా చేశాను అనమాట అవునా ఏ నాకు ఈగో కొంచెం లైట్గా ఉంది సార్ బేసిక్గా తెలియకుండా చిన్నప్పటి నుంచి ఆ ఈగో పెరిగిపోయింది నాకు ఈ రేంజ్ చాలా ఈగో సార్ కదా బయట టు ఎండ్ బయట అది షూటింగ్ లోనే షూటింగ్ లోనే సార్ షూటింగ్ లో ఆల్సో షూటింగ్ బయట కూడా క్యారెక్టర్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళం అంతే Actually లేదు బయట కాదు not much difference between the character and him hello very similar hello outside movie also परेशान करता है एंड रियल में आल्सो परेशान करता है పరేషాన్ हाँ, సార్ ऐसे ही ఏం रहता చేయను है సార్ చాలా మంచోడు మీకు తెలుసు కదా అంటే ఇగో అన్న మంచోడులే ఇగో నాకు తెలుసు బాబు ఆ, సార్ నిజం అనుకుంటారు సార్ ఆ, ని- నిజమే కదా ఆ, కాదు కాదు <laughs> <laughs> <laughs> అబద్ధం మంచోడు ఉంది కదా వైషు మంచోడు అన్న చెడ్డ పేరు మనకొద్దు అయ్యో <laughs> ఇంకా ఇది థర్డ్ మూవీ కదా ఇది ఓకే ఎలా ఉంది బాగుంది experience I had a great time working with so many actors on the film and amazing actors like Prabhu garu Naresh garu and Pragathi ma'am and Tulasi garu and the brothers and the sisters and ego ego ఉంది కదా చెప్పదు పర్లేదు చెప్పదు కొద్ది కొద్ది ఫోర్ మార్క్స్ ఏం చెప్పు నా గురించి four points four points about about your Vaishu about your Rashi I think very hard working very hard working hundred marks అయ్యచ్చు దానికి అండ్ వెరీ డిసిప్లిన్డ్ దీన్ని కూడా వెరీ వెరీ స్వీట్ స్వీట్ దీనికి కూడా స్వీట్ కోయాక్ అమ్మాయిలకి ఏమో అమ్మాయిలకి స్వీట్ లేనా స్వీట్ ఇప్పుడు ఓకేలే very sweet and humble and very witty also I think he's very witty లేదు సార్ ఏదో కొత్త కొత్త పదాలు చెప్తున్నా so four four good points నువ్వు ఫోర్ చెప్పొచ్చు కదా ఈఎంఐ e గురించి yeah listen good points we are talking about అభి మీరు మరి బ్యాడ్ దే బోలే బ్యాడ్ చెప్పు బ్యాడ్ చెప్పు నో లేదు బ్యాడ్ చెప్పు వైషు బ్యాడ్ చెప్పు అచ్చా bad bad points bad points లేవా చెప్పు బ్యాడ్ పాయింట్ చెప్పినా చెప్పు ఫోర్ నీకు నీకు ఫోర్ గుడ్ పాయింట్స్ చెప్పిందంటే ఇంకా నైంటీ సిక్స్ బ్యాడ్ పాయింట్స్ ఉన్నాయి రియలీ ah. నువ్వు అప్పుడు ఫోర్ చెప్పావు అనుకో bad point bad points ninety six good ఉన్నట్టు ప్లేట్స్ oh, ah, అందుకే చెప్పు <laughs> అమ్మాయి గురించి four bad points bad points so bad points ఏం చెప్పనే okay fine okay Ketika bad points అంటే ఏం లేదు sir actual to very frank చాలా హార్డ్ వర్కింగ్ అమ్మాయి లాంగ్వేజ్లో కూడా మాట్లాడడానికి చాలా కష్టపడుతుంది నేర్చుకుంటుంది hmm. ఎక్కడ నాకైతే కష్టంగా కానీ బ్యాడ్ ఈ అమ్మాయి ఏంటిది అని ఎప్పుడు అనిపించలేదు వెరీ స్వీట్ డైరెక్ట్ గారు కూడా చెప్పారు hmm. చాలా చాలా బాగా యాక్ట్ చేసింది తను థ్యాంక్ యూ సో ఇంకా బ్యాడ్ పాయింట్స్ అయితే ఏం లేదు మంచి ఇంకా ఐ టోల్ యు నా స్వీట్ స్వీట్ థర్డ్ పాయింట్ ముందే బిస్కెట్ వేసింది ఇంకా ఇంక చెప్పు <laughs> ఏంటి మరి నెక్స్ట్ అంటే ఇప్పుడు అంటే ఉప్పెన చేసేటప్పుడు నీకు నేరేషన్ అవడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు ఇక్కడ ఒకరు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ ఇప్పుడు ఇది ఎలా అన్నావు స్టోరీ డైరెక్ట్ గారు చెప్పండి అంటే ఫస్ట్ కథ విన్నప్పుడు వీళ్ళందరూ వినాలని అనుకున్నా సార్ ముందు సో అందుకే అంతమంది ఉన్నారు లేదని అసలు ఎవరు ఉండేవారు కాదు లేదా మీరు నేనే ఉండేవాళ్ళు ఇది కూడా నేను ఒక్కడే విన్నా టెస్ట్లు అన్నీ నాకే పెట్టేసాం test sir first movie sir అంతే ఇప్పుడు ఇది చిరంజీవి గారు ఏం వినలేదు బట్ నేనే చూసుకొని నేనే చేసుకున్నాను ఫస్ట్ hmm. కదా చిరంజీవి గారి పని జరగాలి చిరంజీవి గారు చేతి పని జరగాలి నా సెన్స్తోనే అలా చేశాను లేదంటే అసలు మీకు కూడా అంత ఇబ్బంది ఉండేది నిజం ఉండాలి ఎందుకంటే సినిమా సినిమా చూసేటప్పుడు సినిమాని కొన్ని వేల మంది వందల మంది చూస్తారు కాబట్టి సినిమా కథ వినడం కూడా కొద్దిగా గ్రూప్ ఆఫ్ పీపుల్ వల్ల తప్పలేదు ఎందుకంటే మంచి జడ్జ్మెంట్ వస్తుంది ఇన్పుట్ తీసుకొచ్చి ఫస్ట్ మూవీకే అలా అనుకున్నా సార్ లేదంటే అసలు చేసి ఉండేవాడిని కాదు సూపర్ hmm. ఈ సినిమా చేయడానికి అంటే ఏమి అంటే నీకు ఈ అంటే ఈ సినిమా చేయాలరా తప్పకుండా అని అనిపించడానికి రీజన్ ఏంటి అంటే ఏ పాయింట్ అంటే లుంగీలు ఇంకా అన్నీ వేసుకొని కొంచెం <laughs> లేదు కానీ ఫ్యాన్స్ వేసుకున్నారు అనుకున్నా <laughs> లేదు కానీ సార్ బట్ బేసిక్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లేదా జోవియల్గా ఫన్గా ఒక మూవీ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా అండ్ బేసిక్గా నేను సరే ఇప్పుడు మీరు ఇప్పుడు కథ చెప్పి మనం విజువల్గా చూస్తాం కదా సార్ డైరెక్టర్ చెప్పినప్పుడు విజువల్గా చూసినప్పుడు నాకు డెఫ్ ఎంగేజింగ్ అనిపించింది త్రూ అవుట్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ త్రూ అవుట్ కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు చాలా ఎంగేజింగ్ అనిపించింది అంటే అట్లాంటి జెన్యున్ అంటే అప్పుడు కథలు వింటూ ఉన్నా బట్ జెన్యున్గా ఆ కథ బాగా క్లోజ్ అనిపించింది అరే బాగుంది ఎక్కడ నా బోర్ కొట్టలేదు ఎంజాయ్ చేసిన తరువుగా yes there are few this things తర్వాత ఫిగర్ వచ్చేసి but at the same time నాకు త్రూ అవుట్ నేను ఒక ఆడియన్స్గా చూస్తే నాకు ఆ వన్ ఫిఫ్టీ రూపీస్ న్యాయం జరిగింది అనిపించింది ఎమోషన్స్లో uh, కానీ లేదా దీంట్లో కానీ సేమ్ థింగ్ ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు అనుకుంటున్నాను నేను నేను ఎందుకంటే నేను ఆడియన్స్గా నేను విన్నాను అదే ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు అని అనుకుంటున్నాను so same thing is whatever that's why thought సరే చేద్దాం ఈ క్యారెక్టర్ బాగుంది whatever it is happy super అదే కావాల్సింది ఎందుకంటే మనకి నచ్చితే చాలు మనకు నచ్చడం మొదలు పెడితే అందరికీ నచ్చుతూ ఉంటుంది ఒకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు అన్నయ్య గారు విన్నారు ఇది అన్నయ్య సార్ అన్నయ్య గారు ఓకే కేతిక నువ్వు అంటే ఈ ప్రాజెక్ట్ చూజ్ చేసుకోవడానికి ఏంటి మెయిన్ రీజన్ వైష్ణవ్ ఉన్నాడనా Uh, no, no. Sachin ka answer one. <laughs> Sir, I didn't even know him. Okay. See, when this one movie, of the point, no, that yeah. you know, Vaishnav stage is there. I ah, did Vaishnav not know you. Don't lie. You would research. You told me. You're such a liar. you know, I'll tell you, hmm. Anil sir. Anil sir, the director of Romantic. Romantic. Ah, Romantic. Ah. He was the one to tell me that uh, you know there is a Vaishnav Tej film. I said, who, who's Version of Tej. You ah. knew it. You Instagram I, right away. I didn't. No? And then and then you know he said, "Arey, he's you know he's uh, Chiranjeevi Garu's nephew and all that." I was like, "Oh." And then he said that, Arey, you've, you've heard Openna and all. I said, yeah, of course I've heard there's a movie releasing. And I, I looked him up and I saw the trailer and I saw that shot. Yeah. And, you know, I was like, okay, there's something about him. Yeah, and I had a feeling. I, I saw the trailer and I, the trailer was so wonderfully cut and I just had a really good feeling about the film. I said that I think this movie is going to do really well and congratulations to both of you. Thank you. <laughs> the movie did so wonderfully. I love the film. And uh, so when I got the narration, I was also looking for a movie which takes me into the family audiences and you know, which is um, so when this movie narration happened, this was exactly that. And it's a wonderful love story. It's got the family drama. It's got all the elements that makes it this really light-hearted, breezy, you know, wonderful చూసా film. So- డోర్ ఇలా ఓపెన్ చేసి టీజర్లో <laughs> నేను ఓపెన్ చేయలేదు తనే ఓపెన్ చేసింది <laughs> లేదంటే అలా చూసేవాడిని ఏంటన్నా so Uh, <laughs> Okay, yeah, carry and then, on, and then I met him and all that, and then you know it was nice meeting him. I was warm, so you said he, okay. was, no? he was he was warm. He was nice. No, I, I said okay because of the script, not because of you. Ah. Don't like it. I did not. Sir, you, you, you, you, Instagram చూసి Sir, I'll tell you. I'll tell you. You were informed about me before, right? No. I was not even told this is a of thing. You were told that we you will be considering Anil, Anil Sharma. Sir, Anil sir Wait, I was I was told this because uh. Anil sir was told that there's this movie and Best, you'll get a call yeah. for it. But you were told now that we'll be approaching Ketaka no, Sharma. I was not told. Yeah, you were told. No. You were told. When I met him, he told me. He आपको its चित्फेंट because of me you like when I met him for the first time he was like I saw you with Bunny sir in the AHA ad and I was like oh yeah that's why he called me లేదు సార్ పోన్లే ఏదైనా సరే ఇద్దరు కలిసారు కదా ఈ సినిమాలో ఆఖరికి హ్యాపీ చెప్పు వైషు అంటే డైరెక్టర్ గారు ఫస్ట్ ఫిల్మ్ గిరీషయ్య ధృవతో చేశారు కదా తమిళ్లో ధ్రువ్తో ధృవతో అంటే కొత్త వాళ్ళకి వెళ్దారనుకుంటున్నావా అంటే ఈ కొత్త డైరెక్టర్ కొత్త వాళ్ళతో చేద్దాం లేకపోతే ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఉంది అని ఏమైనా అనుకున్నావా లేదు సార్ అంటే ఇప్పుడు సార్ పోయినా కానీ ఏదైనా కానీ మంచి జెన్యున్ కథ కాబట్టి హౌవర్ ఇట్ హ్యాపెన్స్ చిరంజీవి గారి చేతుల జరిగింది లేదా ఇది కూడా గిరీసా ఇది కూడా లేకపోతే వేరేది ఏ స్క్రిప్ట్ అయినా సరే కొత్త వాళ్ళతో నేను చేస్తున్నా hmm. ఆ జెన్యున్గా స్టోరీ ఎక్సైట్ అయితే కొంచెం నమ్మడం వెల్గా ప్యాకేజ్ చేయడం అండ్ ఆ క్లారిటీ ఇవ్వడం లేదా ప్రతిదాని క్వశ్చన్ అడగడం hmm. ఆ నమ్మకం తెలిపోతుంది సార్ అంతే ఏం పెద్దోళ్ళు అంటే అడగలేమన్నా పెద్దోళ్ళు అంటే అడగలేము కాదు బేసిక్గా అంత hmm. పెద్దోళ్ళు ఇంకా రాలేదు మీ దగ్గరికి ఎందుకు రారబ్బా <laughs> <laughs> వస్తారు నీ దగ్గరికి అంటే నువ్వు అంటే నువ్వు డోర్స్ ఓపెన్ చేయాలి నా డోర్స్ ఎప్పుడు లేదు కొత్త వాళ్ళకి ఇవ్వలే ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళకి వస్తే ఓ బుచ్చిగాడు వచ్చినట్టు ఇంకొకడు గిరీషయ్య ఇలా అందరూ వస్తుంటారు కాబట్టి జనరలీ కొత్త ఐడియాస్కి కొత్త దీనికి కొత్త డైరెక్టర్స్కి అది తెలియకుండా అవుతుంది సార్ కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు ఓపించే డైరెక్టర్ కమింగ్ కొత్త వాళ్ళు అప్రోచ్ ఉంది సీనియర్ కూడా ఎవరు వచ్చినా సరే లిస్నింగ్ అలాగే జరుగుతూ ఉండింది బట్ గిరి గారిది బాగా నచ్చి నేను చేశాను కొంచెం నమ్మకం అయినా ఆల్రెడీ అయితే ఎవరు తీశారు ఈ has good experience fourteen fifteen years experience ఉంది అట్లాగే ఇంకా అండ్ నాగి అన్నతో పని చేశారు lord of other director Vijendra Prasad గారితో చేశారు సో అలా సూపర్ మరి అంటే ప్రొడక్షన్ ప్రసాద్ గారు అంటే నేను నాలుగు ప్రముఖకి ఇదే బ్యానర్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను నేను ఎన్టీఆర్ గారి ఫిల్మ్కి oh, అంటే నాకు తెలుసు వాళ్ళ ఫ్యామిలీలో ఉంటారు బాబీ గారు కానీ ప్రసాద్ గారు కానీ అంటే ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ప్రసాద్ గారు తెలుసు కదా ప్రసాద్ గారు అసలు షర్ట్ టీ షర్ట్ వేసుకొచ్చేసి యూత్ఫుల్గా వచ్చేస్తారు సెట్కి hmm. ఆయన ఎనర్జీ అసలు సూపర్ ఆయన ఏజ్లో కూడా అసలు సెట్కి వచ్చేసి హడావిడ హడావిడ అంటే చూసుకుంటారు బాగా చూసుకుంటారు ఆ యంగ్ యంగ్ మనిషిలాగా ఉంటారు ఆయన ఎక్కడా కానీ యూనో ఓల్డ్ దశ చాలా యంగ్ యూత్ఫుల్గా ఉంటారు బేసిక్గా hmm. రెడీ చేద్దాం ఇది చేద్దాం యంగ్ ఎనర్జీ ఉంటుంది right uncle has at young energy right yeah yeah yeah uncle చేస్తారా ప్రసాద్ అంకుల్ మరి తాతే they they love each other they meet each other with the biggest hugs both of them మంచి హగ్స్ ఎవ్రీ డే అవును Yeah, and he's but, so cute looking also. We want to hug him. Buchi sir actually worked with him for Nanak Prema Thursday. Yeah, yeah, yeah. I, I got that, yeah. అప్పుడు uh-huh. మేము సిక్స్ థర్టీకి కిందకి రావాలా కార్కి ఆయన సిక్స్ థర్టీకి సిక్స్ ఓ క్లాక్ వచ్చి కూర్చునేవారు కార్లో మేము లేట్ అయింది మాది ట్రావెల్ షూటింగ్కి వెళ్ళడానికి ఒకటే వెహికల్ మాట ఈయన వచ్చేస్తాడు రాని మనం పరుగు పరుగు స్నానం కూడా చేయకుండా అంత అంటే సొంత పిల్లల్లా చూసుకుంటూ ఉంటారు సార్ అదే చెప్పండి సార్ నాన్న ప్రేమతో వీడియో ఉంటుంది కదా తారకని వాటర్ వేస్తారు అది ఏం జరిగింది సార్ సార్ కామెడీకి దాంట్లో పడేసారంటే <laughs> దీంట్లో మ్యూజిక్ కూడా రంగరంగ వైభవంగా చెప్పు ఏంటి ఆ పాట కొత్తగా లేదేంటి అంటే నాకు క్వశ్చన్ ముందే అడిగేస్తా మర్చిపోతారేమో అని క్వశ్చన్ గుర్తు చేసుకుంటా ఉన్నా అడిగేస్తే అయిపోతుంది ఏంటి జల జల జలపాతం లాంటి సాంగ్స్ లేకపోతే చేయడం లేదా మూవీస్ ఏమి నువ్వు లేదు సార్ అంటే రాసింది మీరే క్వశ్చన్ <laughs> మిమ్మల్ని అడుగుతా మీరు సినిమాలో నేను కాదు కదా ఈ సినిమాలో స్క్రిప్ట్ అలా ఓకే చేస్తున్నావా మీరు రాసింది నేను చేశాను సార్ నాదేనా ఇదా మీరు రాసింది తిరిగి చేశాను అక్కడ ఎమోట్ చేశా ఇక్కడ గిరిగారు రాసింది నేను చేయాల్సి వచ్చింది అంతే చెప్పు ఏంటి దేవి గారి గురించి దేవి గారు అయ్యో సేమ్ అన్న చాలా బాగుంది song same all credit goes to DSP గారు అండ్ uh, గిరి గారు ప్రసాద్ గారు అంటే ఫస్ట్ నుంచే డిఎస్పీ గారు కావాలని ఉప్పెన కాంబినేషన్ రిపీట్ అవ్వాలి అని ఆ సెన్స్ ఫస్ట్ లైక్ మన ఉప్పెన తర్వాత స్టార్ట్ అయింది సో ఫస్ట్ నుంచే డిఎస్పీ గారు కావాలని ఆయన మళ్ళీ వర్క్ చేయడం మళ్ళీ ఎనర్జెటిక్ మ్యూజిక్ ఇవ్వడం వెరీ హ్యాపీ మాట్లాడుతున్నావా దేవి గారితో ఇంకా సిగ్గుపడుతున్నారా <laughs> అంటే సార్ నాకు ఈ సాంగ్ కావాలని అడుగుతున్నా అంటే అడగచ్చు కదా డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు డైరెక్టర్ గారితోనే సార్ ఇలాంటిది అనుకుంటా అనుకుంటున్నామని డైరెక్టర్ గారు అడిగితే ఓకే నేను అసలు లో ఎక్కడ అడుగుతుంది సార్ మిమ్మల్ని ఎప్పుడైనా నేను అడిగాను <laughs> నీకు చాలా ఇష్టం కదా మ్యూజిక్ అంటే ఎప్పుడు అవుతా ఉంటుందా బట్ uh, ఏమని ఎప్పుడు అడగలేదు అంటే ఆ డైరెక్టర్ రాసిన క్రియేషన్ కాబట్టి ఆయనకి ఆ క్లారిటీ ఉంటుందని ఎప్పుడు వదిలేసాను శ్యామ్ గారు కూడా యా శ్యామ్ సార్ మళ్ళీ శ్యామ్ సార్ ఎంత సరదాగా ఉన్నారో సేమ్ ఎంత ఎనర్జెటిక్గా ఆయన మన రంగరంగ వైభవంలో ఉన్నారు so it was beautiful sir ఆయనకి ఎలా అంటే సేమ్ అంటే బాపి గారు బాగా క్లోజ్ అయిపోయారు ప్రసాద్ గారు శ్యామ్ గారు హౌస్ కూడా ఇక్కడ షిఫ్ట్ షిఫ్ట్ అయిపోయారు ఇక్కడ అంతా ఈజ్ వెరీ హ్యాపీ సినిమా చాలా ఎంజాయ్ చేశారు చాలా బాగా చేశారు ఆయన చెప్పేవాడిని కాదు కానీ బట్ వాట్ ఎవర్ డాషర్ చూసినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను శ్యామ్ సార్ మళ్ళీ వర్క్ చేయడం ఉప్పనిలో కూడా చాలా అసలు మనకేం తెలియదు <laughs> శ్యామ్ సార్ శ్యామ్ సార్ బాగా వచ్చి అని ఆయన ఆయన అంటే ఆయన ఎలా అంటే ప్రతిది అంటే ఆయనలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు కాబట్టి అది చాలా హెల్ప్ అవుతుంది డైరెక్టర్కి ఇంకా ఎలా ఉంది శ్యామ్ గారితో working experience super fun Shyam sir good friends we really get, we really hit it off we really got along because you know he loves to sing shamsa has a yeah. beautiful voice and you know once I get comfortable, I'm also dancing around, singing around. Hindi songs se paadtar Samgar hmm. Yeah, and he joins me. Mm. He joins me in the <laughs> in the madness. So I really like Shamsa, and I think he's extremely talented and hardworking and hmm. passionate. Because I'm a hard work and a normal hard work. I mean, he'll get into the corners and take a shot and yeah, yeah, yeah. Hmm. so I loved working with Shamsa. I think he's the coolest DOP I've worked with so far. Oh, Shyam yeah. Garke. Hmm. Hmm. Shyam is lovely. Hmm. దీనికి ఆర్ట్ డైరెక్టర్ ఆయన అవినాష్ గారు అయ్యో ఆయన నేను చెప్పేవాడిని కాదు sir it's great first time work చేసిన వాట్ ఎవర్ ఆయన hero hero hero heroine house variation కానీ లేదా కొత్తగా లేదని సాంగ్స్లో కానీ ఆ ఫ్రెష్నెస్ ఆయన చాలా దగ్గర నుంచి చూసుకున్నారు అండ్ గిరి గారికి కూడా యాడ్ క్లారిటీ నాకు ఇలా కావాలి ఈ సాంగ్ థీమ్ ఇలా ఉండాలి అండ్ అవినాష్ గారు కూడా బాగా కొలాబరేటివ్గా చేశారు ఇట్ వాస్ లవ్లీ ఆయన కూడా మంచి ఎక్కువ మాట్లాడరు నాతో ఎక్కువ మాట్లాడరు బట్ నువ్వు మాట్లాడు నేను ఎక్కడ మాట్లాడాను సార్ మీరు ఇన్ని సంవత్సరాలు అలవాటయ్యారు కాబట్టి నేను అదే నువ్వు మాట్లాడు ఇద్దరు మాట్లాడరా <laughs> ఏంటి మరి అంటే ఇప్పుడు టీజర్లో hmm. కళ్యాణ్ గారు ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చా కదా hmm. ఏంటో డైరెక్టర్ చెప్పారా సార్ లేదు సార్ నువ్వు అక్కడికక్కడ <laughs> బేసిక్ ఏంటంటే లీడ్ ఏంటంటే గుచ్చాలి సార్ కట్టెలు hmm. కాళ్ళ నుంచి పడి ఇలా గుచ్చాలి గుచ్చిన తర్వాత సీన్ చేయాలన్నమాట అదేంటంటే కొంచెం సిగ్గుగా చేయమన్నారు సార్ అది hmm. అలా వచ్చేసింది తెలియకుండా ఆ చేతులు ఫ్రీగా ఉన్నాయి చేతులలో పెట్టుకోలేము hmm. అదేదో అలా వచ్చేసి అలా లోపల చాలా ఉంటారు కాబట్టి <laughs> బయటకు కొద్దిగా వచ్చా <laughs> అలా చేశారు తెలియకుండా అయితే వైషు ఇప్పుడు అంత మల్టీస్టార్ చేస్తున్నారు కాబట్టి మీ ఫ్యామిలీలో ఎవరితో చేయాలని ఉంది నేనా అంటే నాకు వేరే వాళ్ళు వేరే వాళ్ళని మల్టీ స్టార్ డైరెక్ట్ చేయాలని అనుకుంది సార్ మోర్ దెన్ స్టార్ అవ్వడం కంటే I want to direct them family వాళ్ళలోనే పెట్టుకోరు రాసుకున్న చెప్పాను కదా నేను అవునవును చాలా స్టోరీస్ ఉన్నాయి నేరా స్టోరీ ఇవ్వచ్చు కదా who do you want direct there like lot of parts that I అంటే ఎవరు ఎవరు lots of parts you written yeah yeah my family so చెప్పు oh, మీ ఫ్యామిలీలో ఇద్దరు సెలెక్ట్ చేసుకో ఫస్ట్ అయితే మా అన్నయ్యతో చేయాలి ఓకే అంత వరన్నతో అలా hmm. కొన్ని మల్టీ స్టార్ చేయాలంటే మల్టీస్టార్ అయితే ఫస్ట్ నేను అయితే మనతో వర్ణంతో చేస్తాను సార్ అన్నతో ఉంది కూడా కదా బ్రెయిన్లో కథ కూడా యా ఇయర్స్ ah. చాలా స్టోరీస్ ఉన్నాయి బట్ ఇదైతే అనుకుంది ఫస్ట్ అయితే వర్ణన చాలా సరే మా అన్నతోనూ వర్ణంతో చేస్తుంది దాన్ని డైరెక్ట్ చేస్తాను కాదు నీకు లేట్ అయితే నువ్వు హీరో వెళ్ళిపోతే ఆ స్టోరీ ఇవ్వచ్చు కదా స్టోరీ పంజాబ్ వైష్ణవ్ తేజ్ ఎందుకు లేదు <laughs> నేను బాగా ఎగ్జిక్యూట్ చేస్తారు అది వేరే విషయం నాకు తెలిసింది బట్ ఏదో కొంచెం ట్రయల్ వేసుకోండి <laughs> అంటే ఏంటి వదిలేస్తావు ఏంటి హీరో ఏంటి హీరో వదిలేసి డైరెక్షన్కి వెళ్ళిపోతావా లేదు సార్ అన్నీ చేస్తాం ఇప్పుడు ఇప్పుడు నాకు మీకు తెలిసిన నేను కెమెరా వెనకాల ఇవన్నీ ఏంటిది తెలుసుకుంటూ ఉంటాం ఎక్కడ నేను ఎదుర్కోలే ఏ కెమెరా ఎక్కడ ఉంటుంది <laughs> సరదా అంటే ఇష్టం అది డెఫినెట్గా అంటే కొన్ని రోజులు ఆపి వన్ ఇయర్ ఆపి మళ్ళీ చేసుకోవడం చేస్తాం అనుకో ఇంకా ప్లాన్ లేదు సార్ రాసుకుంది ఒకరోజు ఎగ్జిక్యూట్ చేయాలని ఉంది అంతే నువ్వు అసిస్టెంట్ కూడా వర్క్ కదా షార్ట్ ఫిల్మ్స్కి ఏదో అలా అలాగే <laughs> పాపతో ఒక సాంగ్ పాడిందామా అయ్యో చాలా బాగా పాడుతుంది పాప వాయిస్ చాలా బాగుంది <laughs> oh, కాదు శ్రీమణి కదా దీంట్లో లిరిక్స్ అది కొత్తగా లేదంటే ఇంకొంటి తెలుసా అది బికాస్ ఐ బిన్ సింగింగ్ కొత్తగా లేదేంటి everywhere so I thought we'll sing తెలుసా today but we has a very nice bass voice and he's going to join me gonna join me in the chorus right In the chorus, Telusa Telusa. So what? We come on. You can. You can. తాళం ఏంటి I'll sing. I'll sing, పాడు పాడు పాడు I'll sing four lines. So excuse me for the pronunciation. I might go wrong. Give me beats at least. ఆడే పాడే వయసులలో మూడే పడే ఊరెండు మనసులో పాలు నిలువిల పోలికలు వేరే చేసి చూసే వీలేనంటారు తెలుసా తెలుసా ఎవరి కోసం థ్యాంక్ యూ చాలా అంటే చాలా చాలా బాగా థ్యాంక్ యూ ఇలాంటి వాయిస్తో పాట పాడితే ఏమంటారు తెలుసా మళ్ళీ ఇంకొకసారి పాడమంటారు <laughs> మరి ఏంటైతే ఇప్పుడు మేమ్స్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ వెళ్ళిపోదాం సార్ బటర్ఫ్లై కిల్స్ తెలుసా నీకు బటర్ఫ్లై కిల్స్ తెలుసా నీకు ఓహో ఈ మధ్య బటర్ఫ్లై కిల్సా ఓహో ఈ మధ్య ఇలాంటి కేసులు కూడా పెడుతున్నారన్నమాట రంగరంగ వైభవం మీద వచ్చిన ఎస్ సార్ ఫస్ట్ మేము ఏంటి అంటే అది తెలుసు సార్ బటర్ఫ్లై కిస్ అని ఏంటి అంటే ఏంటి అసలు నేను చాలా చేసేవాడిని సార్ బటర్ఫ్లై కిస్ అని అంటే ఎలా ఉంటుంది అది బాగుంటుంది సార్ <laughs> చాలా బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది అంటే అంటే ఎలా అంటే ఏంటి కళ్ళు కనురెప్పలు తగులుతాయి కనురెప్పలు కనురెప్పలు తగులుతుంది అక్కడ నుంచి వచ్చేది బటర్ఫ్లై కిస్ డైరెక్టర్ గారు చెప్పారా అక్కడ అది డైరెక్టర్ గారు చెప్పారు ఓకే ఆయన ఆయన తెలిసి ఇక్కడ చేసి ఉంటాడు డైరెక్టర్ గారు సినిమాలు అడిగారా మరి డైరెక్టర్ గారిని అంటే ఎలా సార్ ఇది ఆయన కూడా లేదు సార్ లేదు సార్ అన్నారు బట్ ఆయన చేసి ఉంటారని నా ఫీలింగ్ లేకపోతే ఐడియాలు వస్తాయి సార్ నీకు బటర్ఫ్లై కిస్ తెలుసా తెలుసా అలాంటి అలాంటి అడగాలే కానీ బటర్ఫ్లై కిస్లు ఏంటి అన్ని కేసులు ఇచ్చేస్తాను అలాంటి అమ్మాయి can can you tell me I not laugh for yourself basically say కొట్టావేంటి ఈ లాస్ట్ నో నీ బటర్ఫ్లై కిస్ తెలుసా అని దెన్ సుబ్బోని గారు beautiful girl last I do any kiss that's that's the meme fans మరి చెప్పాలి కదా దీనికి ఆన్సర్ అయ్యో అంటే ఏంటంటే బేసిక్ గా అంటే ఇప్పుడు అడిగేది కదా అడిగి అడిగింది అడిగింది కాబట్టి అమ్మాయి చేసింది సార్ నేను చేయలేదు యాక్చువల్లీ అవునా తనకు ఐడియా ఉంది ఓకే ఓకే ఏంటి idea butterfly kiss no that's why wanted to give it to me what ఇవ్వలేం లేదా నాకు butterfly kiss what do you what do you mean by I wanted to I don't get what you are saying సినిమా క్యారెక్టర్స్ లా మాట్లాడు అచ్చా okay ah, ఇది- Acha, s- okay. No, so butterfly kiss. We, I mean, haven't you given butterfly kiss to your friends in school? <laughs> నేను ఎప్పుడు ఇవ్వలేదు ఫ్రెండ్స్ కి ఇచ్చావా ఆ. ఇచ్చావు kiss In I was in a boarding school. We used to give each other these eyelash batting kisses and all. అవునా Yeah. బ్యాటింగ్ బాగా చేస్తారు I mean, it's it's a girly thing. No? It's a That's why girly- that's why I'm giving it to you. Oh it's I D I it's girly thing అంటే It's a బేసిక్ girly thing. అసలు వినలేదు నేను Now you know. యా next one బాగా చేసేసుకోవాలి జ్వరం కావాలని జ్వరం కావాలా నీకు బటర్ఫ్లై క్లిస్ట్ తెలుసా నీకు రాఘవ మనవడే ఏం మారలే <laughs> అంతే అంటే ఏం మారేవలేదా నేను ఎక్కడ మారాను సార్ అసలు నేను అడిగాను సార్ ఏదైనా ఈ రెండు దీంట్లో రెండు సినిమాలు నేను అడిగాను నాకు కావాలి రావాలి ప్లీజ్ లేదు లేదు కదా ఆ అమ్మాయి లాగిల్లింది లోపలికి అవును రాసింది అమ్మాయి లాగిల్లింది <laughs> అమ్మాయి జ్వరం వేస్తాను లోపలికి అక్కడే దొరికిపోయాను ఈ దీంట్లో కూడా అంతే దీంట్లో కూడా అమ్మాయి దీంట్లో కూడా అమ్మాయి కావాలని లాక్కి వెళ్తున్నారు మరి అమ్మాయి వచ్చి నీకు బటర్ఫ్లైకి ఇస్తే తెలుసా అంటే నీకు తెలియదు ఇన్నోసెంట్ ఫెలో నేనంటే లేదా అమ్మాయి చూపిస్తాదా అని చెప్పి షర్ట్ పట్టుకొని లాగి ఇచ్చితే దాన్ని నేనేం చేయాలి సార్ ఓకే ఓ సినిమా ఫ్యూచర్ ఉంది పవన్ కళ్యాణ్ గారి సినిమా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు రిలీజ్ సినిమా అవును సార్ ఏంటి ఎలా ఉంది చెప్పు నిజంగా ఆ, ఏముంటుంది ఆ, ఇది సూపర్ క్వశ్చన్ ఇది <laughs> చెప్పు मन में लड्डू फूट रहे इसके ఆ, మన్- ఆ, इसके मन में लड्डू फूट रहे చెప్పండి చెప్పు సార్ చెప్పు అసలు ఏంటి ఆ ఫీలింగ్ ఏంటంటే నిజంగా అది ఒక సెలబ్రేషన్ కదా పెద్దది అయ్యో డెఫినెట్గా ఫ్యాన్స్ సెలబ్రేషన్ జరుగుతుంది ఆ రోజు సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్స్ దగ్గర ఆ, అదొకలాంటి అంటే బేసిక్గా ఆ టెన్షన్ ఎలా ఉంటుందో ఆ టెన్షన్ ఉంటుంది సార్ ఒకలాంటి అంటే మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ హ్యాపీగా ఉండాలి యూనో డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉండాలి ఆ సెన్స్ ఎక్కువ ఉంటుంది నాకు సినిమాకి మంచి పేరు రావాలన్న ఇది ఎక్కువ ఉంటుంది ఎక్సైట్మెంట్ డెఫినెట్గా ఉంది సార్ అండ్ మంచి ఫీస్ట్ అయితే ఉంది ఫ్యాన్స్కి super Your fans are manifesting a great future for you. My fans no <laughs> గారు has hmm. Okay Vaishu hmm. అయిపోయాయి అంటే మేమ్స్ బాగుపడ్డాయంటే సినిమాకి బజ్ ఎక్కువ అన్నట్టు hmm. చాలా మేమ్స్ ఉన్నాయి బట్ అన్నట్టుగా టైం జరిపదు కదా సార్ అయిపోయాయి ఇప్పుడు అయిపోలేదు సార్ ఇంకొక మేము సార్ అవునా లేదు ఈ సినిమా ఇరవై కేజీఎఫ్ అవ్వాలని బ్లెస్సింగ్ ఇవ్వండి సార్ <laughs> బాబు అదేం కాదు అది ఈ సినిమా చాలా చాలా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని రంగరంగ వైభవంగా కళ్యాణ్ గారి బర్త్డేని ఫ్యాన్స్ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో అలాంటి ఫ్లోటింగ్ థియేటర్స్ దగ్గర కూడా జనాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ ఇద్దరికి నమస్కారం well well I think we have made an amazing film. Yes. I'm very excited. Done. Thank you, sir. Thank you thank you so much thank you sir thank you for నా పేమెంట్ నాకు ఇస్తే thank you for coming and interviewing us sir it was so much fun అయ్యో థ్యాంక్ యూ నేనే చెప్పాలి ఫస్ట్ టైం అసలు నేనే చాలా సిగ్గుపడతా సిగ్గు ఉగ్గుతో వచ్చేసింది కాబట్టి ఏ అసలు ఎక్కువ మంది అంటే నేను యాక్షన్ చెప్తానా దాకుని చెప్పాను యాక్షన్ అని అందరూ థియేటర్స్కి వెళ్ళి సెప్టెంబర్ సెకండ్ థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి ఈ మూవీని థ్యాంక్ యూ so much Rangaranga Vaibhavanga is going to be in the theatres near you on the second of September so please come watch come with all of your families and friends and thank you so much sir for interviewing us today we had a blast thank you thank you thank you sir